హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను Windows seven Windows eight Windows ten ఫ్యూచర్లో వచ్చేసి విండోస్ లెవెన్ కూడా ఎలా యాక్టివేషన్ చేయాలో నేను మీ వీడియోలో నేను మీకు చూపిస్తా చూడండి ఈ టూల్ వచ్చేసి అప్డేట్ టూల్ ఇప్పుడు నా సిస్టమ్ వచ్చేసి ఫస్ట్ యాక్టివేషన్ చేస్తుంది ఈ యాక్టివేషన్ నేను కీ అనేది ఎలా టెర్మినేట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తా చూడండి మీ సిస్టంలో వచ్చేసి కమాండ్ అనేది విండోస్ అడ్మినిస్ట్రేటర్తో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అందులో ఇలా వచ్చేసి SL MGR space slash UPK అని టైప్ చేసిన తర్వాత వన్ మినిట్ టైం తీసుకున్న తర్వాత మీకు సక్సెస్ఫుల్గా కీ అనేది అనిస్టాల్ అయిపోయిందని మెసేజ్ వస్తుంది దాని తర్వాత ఓకే చేయండి ఇప్పుడు నా విండోస్లో వచ్చేసి నేను విండోస్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నా చూడండి విండోస్ ప్రొటెక్ట్ అనేది తీసేసిన నేను ఇప్పుడు నా విండోస్ అనేది యాక్టివేషన్లో లేదు దీన్ని నేను ఎలా యాక్టివేషన్ చేయాలో మీకు టూ మినిట్స్ చెప్తా ఈ వీడియో కింద వచ్చేసి నేను ఒక అప్లికేషన్ ఇస్తున్నా అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది రన్ అయిన తర్వాత మీరు అక్కడ దాని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత విండోస్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ అనండి యాక్టివేట్ అన్న తర్వాత మీకు ఎస్ అన్న వస్తుంది ఎస్ కొట్టిన తర్వాత ఒక టూ మినిట్స్ టైం తీసుకొని మీ విండోస్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత నా విండోస్ అనేది యాక్టివేషన్ అయిపోయింది ఇప్పుడు నేను నా విండోస్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీకు నా సిస్టమ్ యాక్టివేషన్ అయిందో లేదో నేను చూపిస్తాను మీకు చూడండి ఒకసారి నేను నా సిస్టమ్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా నా సిస్టమ్ మీద రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్కి వెళ్తుంది అక్కడ ప్రాపర్టీస్లో మన సిస్టమ్ యాక్టివేషన్ అయిందో లేదో అనేది కూడా చూసుకోవచ్చు మనం ఇప్పుడు చూడండి నా సిస్టమ్ వచ్చేసి యాక్టివేషన్ అయిపోయింది విండోస్ ఈస్ యాక్టివేటెడ్ ఇలా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్